తపాసుపల్లి రిజర్వాయర్ కరువు ప్రాంతమైన ఉమ్మడి చేర్యాల సబ్ డివిజన్ వరదాయిని జీరో పాయింట్ త్రీ టీఎంసీ సామర్థ్యం గల ఈ రిజర్వాయర్ జె చొక్కారావు దేవాలయ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించారు ప్రస్తుత ములుగు జిల్లా కన్నాయగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నదిపై నుంచి నీటిని పైకి ఎత్తిపోస్తూ పోస్తూ సముద్ర మట్టానికి ఐదు వందల మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న తపాస్పల్లి రిజర్వాయర్లోకి నీటిని పంపింగ్ చేస్తున్నారు ఇలా గోదావరిలో నీరు ప్రవహిస్తున్న ప్రతి ఏడాది తపాస్పల్లి రిజర్వాయర్ నింపుతున్నారు ఈ రిజర్వాయర్కు రెండు ప్రధాన కాలువలు ఉన్నాయి ఒకటి కుడి కాలువ రెండు ఎడమ కాలువ నలభై ఎనిమిది వేల ఎకరాలకు నీరు అందించాలనే ఉద్దేశంతో ఈ కాలువను తవ్వారు ఈ కాలువ నీటితో నాగపూరి మీదుగా చేర్యాల బచ్చనపేట మండలాల్లోని వివిధ గ్రామాల చెరువులు నింపుతున్నారు పంతొమ్మిది వేల ఎకరాలకు అందించాలనే ఉద్దేశంతో తవ్వినదే ఎడమ కాలువ ఈ కాలువ రిజర్వాయర్ వెనుక భాగం వైపు తవ్వారు ఈ కాలువ ద్వారా కుమరవెల్లి కిష్టంపేట మరిముస్చాల తాడూరు చిట్యాల గుర్జకుంట దొమ్మట సహా అర్జున్పాట్ల కమలాయపల్లి గ్రామాలకు నీళ్లు వెళ్తాయి రిజర్వ్ ఈ రిజర్వాయర్ ప్రస్తుతం కొమరవెల్లి మండలంలో ఉంది కొమరవెల్లిని సిద్దిపేట జిల్లాలో కలిపిన తర్వాత గజ్వెల్ నియోజకవర్గంలోని కొండపాక మండలం మండలానికి ఈ రిజర్వాయర్ ద్వారా పదిహేను వేల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు ఈ మేరకు రిజర్వాయర్కు కొంచెం కింది భాగంలో ఎడమ కాలువకు అడ్డంగా ఒక కాలువ తవ్వారు ఈ కాలువ ద్వారా పదిహేను వేల ఎకరాలకు నీరందించాలని నిర్మాణం చేపట్టారు ప్రస్తుతం కొండపాక మండలానికి నీటిని తరలిస్తున్నారు అయితే ప్రాజెక్టు రెండో దశ ప్రకారం ఎడమ కాలువకున్న కేటాయింపులు పదమూడు వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా ఎడమ కాలువకున్న పదం పంతొమ్మిది వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించకుండానే ఇప్పుడు కొండపక్క నీటిని తీసుకెళ్లడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మొదలు ప్రతిపాదిత ఆయకట్టుకు నీరు అందించినదే కొండపాకకు నీళ్లు ఎలా ఇస్తారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రధాన కాలువలు సహా పారుక పారుకం కాలువలకు ఎకరాల కొద్ది భూమి ఇస్తే ఇప్పుడు మాకు కాదని ఆ మండలంలోకి నీళ్లు ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు ఎడమ కాలువకు కొండపాక వైపు నీళ్లు వెళ్లే వద్ద గేట్లు బిగించి ఎడమ కాలువ కింది చెరువులు పూర్తిగా నింపిన తర్వాతే కొండపాకకు నీళ్లు వదలని రైతులు డిమాండ్ చేస్తున్నారు తపాసుపల్లి రిజర్వాయర్ కట్టింది ఈ ప్రాంత రైతుల కోసం రిజర్వాయర్కు కాల్వలకు విలువైన భూములు ఇచ్చింది ఈ ప్రాంత రైతులు అలాంటి రైతులకు ఇప్పుడు అన్యాయం జరుగుతుంది మిత్రులారా రండి ప్రశ్నిద్దాం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులారా కదలండి ఓటేసి మీకు పదవి కట్టబెట్టిన అన్నదాతల కంటనీరు తుడవండి లేదంటే మీకు పదవులు ఉండవు రాజకీయ భవిష్యత్తు ఉండదు